సీఎం జగన్ కుప్పంటూర్ వైసీపీకి టర్నింగ్ పాయింట్ కాబోతోందా చంద్రబాబు ఇలాక ఫ్యాన్ పార్టీ వశమవుతోందా గత ఎన్నికల్లో ఓట్లు తగ్గినంత మాత్రాన ఈసారి టీడీపీ అధినేత ఓడిపోతారా తమ్ముళ్ల మాటేంటి వైసీపీ రూట్ ఏంటి అసలు టీడీపీ బాస్తో వైసీపీ బాస్కు ఎందుకంత వైరం ముంచుకొచ్చింది రాష్ట్రమంతా తన టీంకు వదిలేసిన జగన్ తన ప్రత్యర్థి కోటపైనే ఎందుకంతగా కన్నేశారు అసలు కుప్పంలో జగన్ బుల్లెట్ దిగుతుందా దశాబ్దాలుగా బాబుకు దన్నుగా నిలిచిన కుప్పం ప్రజలు జగన్ వైపు తిరుగుతారా let's watch AP CM Jaganmohan Reddy కుప్పంలో సమూహనాస్త్రం విసిరబోతున్నారట ఆయన డైరెక్షన్ లో వైసీపీ ముఖ్యులంతా కుప్పం మీద దండయాత్ర చేయబోతున్నారట వారు వన్ సైడ్ అన్నట్టు ఫ్యాన్ గాలితో తూర్పారబట్టబోతున్నారట ఎదురొచ్చిన పార్టీని నేలకేసి కొడుతూ ఫ్యాన్ గాలికి చాప చుట్టినట్టు చుట్టేసే వ్యూహాన్ని రచించబోతున్నారట చంద్రబాబుకు చుక్కలు చూపిస్తూ తమను ఢీకొట్టే పార్టీయే లేదని చాటి చెప్పే స్ట్రాటజీని రాబోయే ఎన్నికల్లో అమలు చేస్తూ మైండ్ గేమ్ ఆడాలని డిసైడ్ అయ్యారట కుప్పం ప్లాట్ఫామ్ మీద జగన్ రచిస్తున్న వ్యూహాలు చంద్రబాబు అండ్ కోకు కంటి ఇంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయట తెలుగుదేశం పార్టీతో జగన్ అండ్ టీం ఆడుతున్న మైండ్ గేమ్తో అల్లాడిపోతున్నారట రెండు వేల పంతొమ్మిది అసెంబ్లీ ఎన్నికల్లో ప్రతిపక్షాల పునాదులపై జగన్ కుప్పంలో ఈసారి దండయాత్ర చేయబోతున్నారట బేరసారాలకు అవకాశాలు లేకుండా చంద్రబాబు కథను కంచికి చేర్చాలని డిసైడ్ అయ్యారట అందుకే ఆపరేషన్ కుప్పం అంటూ మైండ్ గేమ్ మొదలుపెట్టారట చంద్రబాబుకు కంచుకోటగా ఉన్న కుప్పంలో బాబు పని కథమంటూ సైకలాజికల్ గా దెబ్బతీస్తున్నారట కుప్పం నియోజకవర్గంలో స్థానిక సంస్థల ఎన్నికలు క్లీన్ స్వీప్ చేయడాన్ని స్ఫూర్తిగా తీసుకోవాలని ఆ స్ఫూర్తితో రానున్న ఎన్నికల్లో సమరోత్సాహంతో గెలుపు సాధించాలని పార్టీ శ్రేణులకు ఉద్బోధం చేశారట చంద్రబాబును కుప్పంలో దెబ్బకొట్టాలంటే ముళ్ళును ముళ్ళుతోనే తీయాలన్న వ్యూహాన్ని రచిస్తున్నారట నిజమే రాజకీయాల్లో ఏదైనా సాధ్యమే కానీ అనుకున్నవన్నీ సాధ్యమైపోతాయా అంటే అదంత ఈజీ కాదు ఇంచుమించు ఇదే ఫార్ములాతో తన టీంను పరుగులు పెట్టిస్తున్నారట సీఎం జగన్ శ్రీకాకుళం నుంచి అనంతపురం దాకా జనబలం కోసం పయనం మొదలుపెట్టారు ఈ టార్గెట్లో ప్రధాన ప్రత్యర్థి సీటుపైనే ఎక్కువ ఫోకస్ పెట్టారు చంద్రబాబును కుప్పంలో ఓడించి తీరాలని అక్కడి క్యాడర్కు బలంగా చెబుతున్నారట గత ఎన్నికల్లో చంద్రబాబుకు కుప్పంలో మెజారిటీ బాగా తగ్గింది రాష్ట్రమంతటా జగన్ గాలి ఇచ్చిన ప్రభావం కుప్పంలోనూ తగిలి మెజారిటీ తగ్గింది అంత మాత్రాన రాబోయే ఎన్నికల్లో బాబు ఓడిపోతారా అంటూ ప్రశ్నిస్తున్నారు తమ్ముళ్లు ఐదేళ్ల తర్వాత కుప్పంలో జరిగే ఎన్నికల్లో ఎందుకు మార్పుండదన్న స్ట్రాంగ్ ఫీలింగ్ టీడీపీలో కనిపిస్తోందట మరి కుప్పంలో వైసీపీ సమీకరణలేంటి ఎత్తుగడలేంటి అవన్నీ చాలా వ్యూహాత్మకంగానే ఉన్నాయంటోంది ఫ్యాన్ పార్టీ సొంత బలాన్ని పెంచుకుంటూనే ప్రత్యర్థి శక్తిని తగ్గించే స్ట్రాటజీకి పదును పెడుతుందట ఒకరి ఓటమి ఒకరి గెలుపు ప్రజల చేతుల్లోనే ఉండొచ్చు కానీ జగన్ లెక్కలు వేరేగా ఉన్నాయట అవి కాస్త ఇంట్రెస్టింగ్ గానే కనిపిస్తున్నాయట సాధారణ ఎన్నికల కన్నా ఎక్కువగా లోకల్ బాడీ ఎన్నికలపై దృష్టి పెట్టిన వైసీపీ అక్కడ వ్యూహాత్మక అడుగులు మొదలుపెట్టింది నియోజకవర్గం అంతా వెతికిన పార్టీకి నాయకులు దొరకని పరిస్థితి నుంచి గ్రామ గ్రామాన సర్పంచ్ రూపంలోనూ వార్డు మెంబర్ రూపంలోనూ ఎంపీటీసీ రూపంలోనూ తనకంటూ ఓ వర్గాన్ని తయారు చేసుకుంది కుప్పాన్ని వర్గాన్ని మున్సిపాలిటీ చేసి వార్డు వార్డులో ఓ వర్గాన్ని సృష్టించుకుంది వన్నెకుల సామాజిక వర్గంతో పాటు బీసీ ఎస్సీ సామాజిక వర్గాల వారికి పదవులు కట్టబెడుతూ వచ్చింది వైసీపీ హైకమాండ్ ఇప్పుడు ఫూటింగ్ ఫిట్ గా ఉందని స్ట్రాంగ్ గా ఫీల్ అవుతున్న వైసీపీ క్యాడర్ సీఎం జగన్మోహన్ రెడ్డిని రప్పించి ప్లింత్ బీమ్ ఫినిష్ చేసే పనిలో ఉందట అక్కడ చిన్న చిన్న కరెక్షన్స్ పూర్తి కాగానే పిల్లర్లు లేపేసినట్టు పార్టీ నిర్మాణం ఎదుగుతుందన్నది బలంగా నమ్ముతోందట కుప్పం వైపు జగన్ వేస్తున్న అడుగులు ఆర్భాటపు మాటలుగా తీసుకోలేమంటున్నారు పొలిటికల్ పండి పండితులు అనంతమైన ఆలోచనల కన్నా అల్పమైన ఆచరణ మిన్న అన్నట్టుగా ఉందంటూ చెబుతున్నారు అయితే ఇంత స్ట్రాంగ్ ఫార్ములాతో జగన్ వర్కౌట్ చేయిస్తుంటే ఈజీగా కొట్టిపడేయలేమంటున్నారు విశ్లేషకులు నిజానికి అక్కడ మూడో ఆప్షన్ కు కూడా తావులేదు ఇతర పార్టీలకు అంతో ఇంతో బలం ఉండి ఉంటే ఆ ఓటు బ్యాంకు కన్వర్షన్ ఎటో ఓవైపు ప్రభావం చూపి ఉండేది ఉన్నదంతా టీడీపీనే అది ఇప్పుడు బీటలు వారుతూ ఉండడం ప్రమాదకర హెచ్చరిక అవుతుందన్న చర్చ జరుగుతోంది ఈ పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి పర్యటన కుప్పం రాజకీయ ముఖ చిత్రంపై స్పష్టమైన ప్రభావం చూపక తప్పదన్న టాక్ వినిపిస్తోంది చంద్రబాబు ఓటమిని నిర్దేశించే పర్యటన పర్యటన కాకపోయినా భయాన్ని ఆలోచనను రేకెత్తించే పర్యటనగా ఉండొచ్చన్న ప్రచారం జరుగుతోంది మరి జగన్ కుప్పం టూర్ తర్వాత అక్కడ రాజకీయ పరిణామాలు ఎలా మారుతాయో చూడాలి